hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Viveka కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రి గంగిరెడ్డికి గతంలో సిబిఐ తొంభై రోజుల్లో ఛార్జిషీట్ వేయలేదన్న కారణంతో మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను తెలంగాణ హైకోర్టు ఇవాళ రద్దు చేసింది దీంతో ఆయన తిరిగి కటకడాల వెనక్కు వెళ్ళక తప్పడం లేదు ఈ కేసులో సిబిఐ వినిపించిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని సిబిఐ ఏవన్గా చేర్చింది ఆయన ఆదేశాలతోనే వివేక హత్య జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించింది హత్య జరిగిన సమయంలో గంగిరెడ్డి వివేక ఇంట్లోనే ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చింది అయితే గంగిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తొంభై రోజులకు సిబిఐ ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లారు దీంతో గంగిరెడ్డికి అప్పట్లో బెయిల్ లభించింది కానీ ఇప్పుడు వివేకా కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండడం ఏ వన్గా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను బెదిరిస్తారని కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తోంది ఇదే వాదనతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది అంతేకాదు గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయేందుకు మే ఐదు వరకు డెడ్ లైన్ కూడా విధించింది గంగిరెడ్డికి గతంలో ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ హైకోర్టు ఆయన మే ఐదవ తేదీలోగా పోలీసుల ముందు లొంగిపోకపోతే అరెస్టు చేసేందుకు సైతం అనుమతి మంజూరు చేసింది దీంతో పోలీసులు ఈ మేరకు గంగిరెడ్డి లొంగుబాటు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ వివేక కేసులో ప్రధాన నిందితులందరినీ పలుమార్లు ప్రశ్నించిన సిబిఐ గంగిరెడ్డిని కూడా మరోసారి విచారించేందుకు సిద్ధమవుతోంది